Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. 7 పంతొమ్మిది వందల అరవై ఆరు డాష్ అరవై ఏడులో భారతదేశంలో ఏం చేశారంటే ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి గ్రీన్ రెవల్యూషన్ కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని హరిత విప్లవం అని కూడా అంటారండి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం nineteen sixty six and sixty సెవెన్లో ఇక గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి యొక్క హరిత విప్లవాన్ని తెలుగులో వచ్చేసి ఏమంటారంటే ఇంకా దీన్ని సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అని కూడా అంటారు సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అనే పేర్లతో కూడా పిలుస్తారు సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అంటారు ఇక గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ఈ వర్డ్ని గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ను ఫస్ట్ ఎప్పుడు అప్లై చేశారంటే nineteen sixty eight nineteen sixty eight మార్చ్లో అండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చిలో యూరోపియన్ కాంటినెంట్ ఐరోపా ఖండంలో యూరప్ యూరప్ యూరోపియన్ కాంటినెంట్లో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో మొట్టమొదటిసారిగా ఉపయోగించారండి ఫోర్డ్ ఫౌండేషన్ ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారిగా ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో కాబట్టి ఎప్పుడు ఉపయోగించారండి దీన్ని కాబట్టి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మార్చిలో యూరోపియన్ కాంటినెంట్లో జరిగిన సదస్సులో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో ఈ వర్డ్ని ఉపయోగించిన గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు William S William William S Gaud అనే వ్యక్తి మొదటిసారిగా ఈ వర్డ్ను ఉపయోగించారండి విలియం ఎస్ గాండే అనే వ్యక్తి గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరండి విలియం ఎస్ గాండే ఎక్కడ ఉపయోగించాడు ఈ వర్డ్ను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మార్చ్లో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో యూరోపియన్ కాంటినెంట్లో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో మొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మార్చ్లో గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ను ఉపయోగించడం జరిగింది విలియం ఎస్ గాండే సరే ఈ యొక్క విలియం ఎస్ గాండే వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సరైన యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క విలియం ఎస్ గాండే ఎస్ ఇంకొక విషయం ఏంటంటే ఇక green revolution father of green revolution in India భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు హరిత విప్లవ పితామహుడు father of green revolution father of green revolution అని అంటే father of green revolution in India భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే ఎంఎస్ స్వామినాథన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలే MS Swaminathan doctor MS Swaminathan ఇక డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏమంటారంటే father of father of green revolution in the country అంటారు భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు అంటారండి ఎంఎస్ స్వామినాథన్ అంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అని అర్థం కాబట్టి భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారండి ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ అంటే మానకొమ్ము సాంబశివన్ స్వామినాథన్ ఈయన ఎక్కడ వాడంటే తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం అనే పట్టణానికి చెందిన వ్యక్తి కుంభకోణం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం అనే పట్టణానికి చెందిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరి ఏమంటారంటే father of green revolution in the country అంటారు మరి father of green revolution in the world అని ఎవరిని పిలుస్తారు father of green revolution in the world ఈ father of green revolution in the world అని ఎవరిని పిలుస్తారంటే father of green revolution father of green revolution in the world అని ఎవరిని పిలుస్తారంటే father of green revolution in the world ఎవరిని పిలుస్తారంటే father of green revolution in the world అని నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ అండి Norman Ernest Borlaug Norman Ernest బోర్లాగ్ని ఏమంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారండి ఇన్ని నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ని ఏమంటారు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారు ఈయన బేసికలీ ఏంటంటే ఈయన పుట్టిందేమో అమెరికాలో యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానీ ఈయన ఎక్కడ పనిచేశాడంటే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో రాక్ ఫెల్లర్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో ఆచార్యులుగా పనిచేశారండి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో సైంటిస్ట్ ఆర్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఈయన సైంటిస్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఎవరు రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో ఎవరైనా నార్మన్ ఎన్నెస్ట్ బోర్లాగ్ ఈయన ఏమంటారంటే father of green revolution in the world అంటారు ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో ఆచార్యులుగా ప్రొఫెసర్గా పనిచేసేవాడే ఈ యొక్క నార్మన్ ఎన్నెస్ట్ బోర్లాగ్ అక్కడ పనిచేశాడు ఈయన ఏమంటారంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారండి ఓకేనండి ఇది ఇలా విషయాలు జనరల్గా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే హరిత విప్లవంలో భాగంగా as a part of green revolution as a part of green revolution హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలు వరుస క్రమంలో పెట్టండి అంటాడు హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలను వరుస క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం పెడతారండి ఆన్సర్ హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలను వరుస క్రమంలో పెట్టండి ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే వీట్ గోధుమ అండి వీట్ నంబర్ టూ పొజిషన్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలండి ప్యాడీ వరి పంటకి ఇవ్వాలి ప్యాడీ ప్యాడీ పంటకు నంబర్ త్రీ పొజిషన్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలి అంటే జోవర్ జొన్న పంట జోవర్ పంట కాబట్టి వీట్ అంటే గోధుమ నెక్స్ట్ వన్ ప్యాడీ అంటే వరి పంట జోవర్ అంటే జొన్న వీటికి first second and third position అండి మొదటి రెండవ స్థానం మూడవ స్థానం కాబట్టి first second and third positions కాబట్టి హరిత విప్లవంలో భాగంగా as a part of green revolution beneficiary crops అన్నప్పుడు first priority goes to wheat number two is paddy వరి పంట నెంబర్ త్రీ జోవర్ జొన్న పంటకు first second and third positions ఇవ్వాలండి ఓకేనా కాబట్టి హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలు ఇవి beneficiary crops as a part of green revolution first priority goes to wheat number two is paddy and number three is jowar వరి పంట ఓకేనండి yes okay next one is గోధుమ పంట ఉత్పత్తిలో టాప్ ఎవరు మరి ఇండియాలో అని క్వశ్చన్ అడిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ప్రథమ స్థానంలో ఉందండి యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది నెంబర్ టూ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారంటే పంజాబ్ రాష్ట్రం ఉంది నెంబర్ త్రీ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారంటే హర్యానా రాష్ట్రం కాబట్టి ఉత్తరప్రదేశ్ పంజాబ్ అండ్ హర్యానా స్టేట్లు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి అందువల్ల ఈ మూడు రాష్ట్రాలను ఏమంటారంటే వీట్ గ్రానరీ అంటారు wheat granary of the country అంటారు భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అని ఏ రాష్ట్రాలను పిలుస్తారు అంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలను భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనండి ఇది ఇంతవరకు అలా విషయాలు ఎస్ ఓకే నెక్స్ట్ వన్ ఇవి ఇలా విషయాలు ఉన్నప్పుడు National Wheat Research Institute National Wheat Research Institute NWRI అంటే నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు ఈ నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎక్కడుంది అంటే హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో ఉందండి హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలదు కాబట్టి National re Wheat Research Institute ఎక్కడుంది అండి కర్నాల్ హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో ఉంది ఎస్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సి